లాక్డౌన్ పొడిగింపు అంశం ప్రస్తుతం మళ్ళీ తెరపైకి వచ్చింది తెలంగాణలో లాక్డౌన్ పొడిగించాలని సీఎం కేసీఆర్ అయితే నిర్ణయించారు ఈ మేరకు ఈ నెల ముప్పై వరకు కూడా లాక్డౌన్ పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలు వర్తిస్తాయని లాక్డౌన్ విధించిన తర్వాత కేసుల సంఖ్య కొంతమేర తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అయితే కేబినెట్ మంత్రులందరితో ద్వారా ఫోన్లో మాట్లాడిన సీఎం కేసీఆర్ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు మే ముప్పై వరకు లాక్డౌన్ పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు అందుకు అనుగుణంగా జీవోను విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయిన సోమేష్ కుమార్ని సీఎం ఆదేశించారు కరోనా నియంత్రణ కార్యక్రమాల్లో వైద్య సేవల పర్యవేక్షణలో భాగంగా మంత్రులు క్షేత్రాల్లో ఉందన్న ఈ నెల ఇరవైనా నిర్వహించిన క్యాబినెట్ సమావేశాన్ని సీఎం రద్దుపరిచారు